일단 조카도 계속. 에이, 들어갔어. 내려오잖아. 반도비 보였다. ಎತ್ತರ ಸಾಲಿದೆ ಇವತ್ತು ಶಂಕರ್ ಭಾಯ್

గంగారావు జై తెలంగాణ ప్రోగ్రామ్ మస్తు మస్తు ಆಶೀರ್ವಾದ తిప్పలు పడుతుంది కాబట్టి నెక్స్ట్సారి మనం ఎమ్మెల్యే చేసుకోవాలనే కోరికతో ఇవాళ ఖచ్చితంగా మనకు ఎమ్మెల్యే చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ మనకు పని చేస్తాడని నమ్ముకుంటుంది కాబట్టి అంతా మనకు సారుకు వెంబడి తిరుగుతురు చేస్తుర్రు ఖచ్చితంగా ఒకసారి గెలిపించుకొని కవితక్క మేడం ఉన్నది సారు ఉన్నాడు ముఖ్యమంత్రి దాకా నెట్వర్క్ సార్కు సారుకు మనకు ఏ పనికైనా కానీ ఇప్పుడైతే మీ మన దగ్గర అయితే నాకు ఏ పనికైనా సార్కి ఇట్లా అంటే శిక్షణ చేస్తుంది కాబట్టి ఇటువంటి నాయకుడు మనకు కావాలని నా కోరిక నాకు ఉన్నది మన అందరం కూడా సహకరించి ఆ సార్ని ఎమ్మెల్యే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఆదా సంఘాన్ని వచ్చి మనకు మంచి నేతగా నిలబెట్టుకోవాలన్న కోరిక నాకు ఒకటి ఉండదు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముందు కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిర్వహించి దాదాపు మా వడకట్టల్లో ఒక రెండు వందలకు పైగా ఫ్రీ కంటి ఆపరేషన్ చేసిన ఘనత వారిది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వారు తెలియని మనిషి లేరు మానవుని అవయవాలలో ముఖ్యమైనది కన్ను కాలువైన నడవలతడు చేయవైన నడవలతడు ఎట్లయినా కానీ కంటి చూపు లేకుండా ప్రపంచమే శూన్యమైపోతుంది అటువంటి దానికి ముఖ్య ప్రదాతగా ఇక్కడ బీదలు ఉన్నారని మా ఏరియాలో చాలామందికి చేసిన ఘనత వారిది ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని వెంటేసుకొని తిరుగుతున్నారు కనుక వారికి మనం పూర్తి మద్దతు ఇచ్చి వారిని మనం ఎమ్మెల్యేగా చూడాలని కోరుకున్నది వారికి స్వయంగా ముఖ్యమంత్రి గారి కూతురు మన గౌరవ ఎంపీ కవితక్క గారి అండదండలు పూర్తిగా ఉన్నాయి ఆమె ఇప్పటికి కూడా మా సంజయ్ నోడిపోయలేదు మా పార్టీకి ఎమ్మెల్యే అని సంబోధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది అటువంటి వారి కింద పనిచేయడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చూసి ఇలా తండోపతనలుగా ఇలా పిలకుండా వచ్చి మీరు టీఆర్ఎస్ మనిషిననే ధైర్యం కొద్దీ నేను టీఆర్ఎస్ అనుకుంటే నాకు ఒక అండ ఒక ధైర్యం ఉందనే ఉద్దేశం కొద్దీ చాలామంది ఇలా సభ్యత్వానికి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ముఖ్యులందరికీ నా నమస్కారములు అలాగే మా ముఖ్య అతిథిగా వచ్చిన హరివశోకన్న గారు పడాల సీన్ గారు మా మిసాక్ అహ్మద్ గారు ఇట్లా ముఖ్య నాయకులు ఎందరూ ఇక్కడికి వచ్చారు వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు ఇవాళ యాదవ కులాలను కూడా గుర్తించి ప్రతి కులాలకు ప్రతి పథకాలు పెట్టిన బడ్జెట్ పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారు ఇలా డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతోని ఇలా గొర్రె పిల్లలను యాదవులకు ఇచ్చి యాదవులను కూడా పొడిషన్లు చేయాలనే కోరిక ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి ఉంది అలాగే మత్స్యకారులకు కూడా ఇదివరకే మనం చేప పంపిణీ చేయడం జరిగింది ప్రతి కులానికి ఆదరించి ప్రతి కులానికి పెద్ద పెట్టేసిన ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఇంకొక రెండు టర్ములు మన తెలంగాణను పరిపాలించి అధికారం ఇచ్చి మనం అంతా కోటీశ్వర్లు కావాలన్న కోరిక ముఖ్యంగా మన సంజయన గారి అలా ఓడిపోయినా కూడా మన అందరిలో ఉంటుండు ఏ నిమిషం కూడా అల్పేర కాకుండా తిరుగుతున్న నాయకుడు వారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి మీరందరూ సభ్యత నమోదు స్వచ్ఛందంగా చేసి సంజయన గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటున్నాను ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదికి గాను సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించబడ్డది ఇక్కడ మళ్ళీ పెద్ద ఎత్తున జరుపుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఇరవై తొమ్మిది ముప్పై వార్డు అధ్యక్షులు ఉద్యోగ సభ్యత నమోదు కార్యక్రమం జైత్యాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం రెండు వేల పదిహేను పదిహేడు కానీ నలభై రెండు వేల మంది సభ్యత్వంతో పార్టీ ఎంతో పటిష్టంగా ఉంది ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఎందుకంటే రెండు వేల పదిహేనులో వేసినప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది మేము కొన్ని పనులు చేస్తామని చెప్పినాం కానీ అప్పటికి ఇంకా ఫలాలు ప్రజలకు అంత అందలే కానీ ఈనాడు జగిత్యాల నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మంది బీడీ కార్మికులు అక్క జిల్లాలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ వస్తూ ఉంది అదే వృద్ధులకు పెద్దోళ్ళకు అంతకుముందు ఇన్నూరు రూపాయల పెన్షన్ రాకపో అది ఇలా వెయ్యి రూపాయల పెన్షన్ చేసి నెల నెల అందిస్తున్న ఘనత మన పార్టీ అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రైతులకు రుణమాఫీ అనుకోండి కరెంట్ అనుకోండి నీళ్ళ కోసం ఇవాళ మన కిందనే ఉన్న కళ్ళపల్లి చెరువు ఆక్రమణలకు గురవుతుండే అట్లాంటి దాన్ని అద్దులు నిర్ణయించి రోజు వేసి తూములు మంచి వేసి మొత్తాన్ని మంచి కట్టి నీళ్ళు ఎక్కువ వేయడం వల్ల ఇవాళ ఈ ఉప్పరిపేట ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా త్రాగునీరు సాగునీరు రెండు కూడా చాలా మంచిగా అందుతున్నాయి ఇది మరి మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది మన రైతుల కోసం రైతుల క్షేమమే ఈ దేశ క్షేమం ఎందుకంటే దేశంలో ఇప్పటికి కూడా డెబ్బై శాతం మంది రైతులే భూమి మీద వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే నీరు లేనిది మానవ మనుగడ లేదు అందుకని చెప్పి మనం చెరువులు ఇవ్వాలి ఇంత బ్రహ్మాండంగా వేసుకున్నాం మరి అట్లనే జగిత్యాల పక్కన పక్కనే ఉన్న చింతకుంట చెరువులు ఇక్కడనే మనం మినీ ట్యాంక్ బండ్ ఉన్నాం అదేవిధంగా జగిత్యాల చుట్టూ కూడా రహదారుల నిర్మాణం ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటాం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు పాలన పరిపాలనా సౌలభ్యం ఉండాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గత నలభై సంవత్సరాల నుండి జగిత్యాల ప్రజల ఆకాంక్ష జగిత్యాల జిల్లా కావాలని మరి అలాంటి జగిత్యాలను గత సంవత్సరం జిల్లాగా ప్రకటించడం జరిగింది మీ అందరికీ తెలుసు జిల్లా అయిన తర్వాత కలెక్టర్ గారు ఇక్కడ ఉండడం జాయింట్ కలెక్టర్ ఇక్కడ ఉండడం ఎస్పీ గారు ఇక్కడ ఉండడం వల్ల శాంతి భద్రతలు ఎంతో పెరిగాయి అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ ఉండడం వల్ల ఎన్నో సమస్యలు మనకు అప్పటికప్పుడు తిరిగిపోతూ ఉన్నాయి ఒకప్పుడు మన మార్కెట్ సమస్య రైస్ మిల్ల సమస్యలు ఉన్నాయంటే జాయింట్ కలెక్టర్ దగ్గరికి కరీంనగర్ పోవాలి అదే అక్కడ కరీంనగర్లో పనిచేసిన జాయింట్ కలెక్టర్ గారు గొప్ప అనుభవం ఉన్నారు ఇవాళ మన జాయింట్ కలెక్టర్ జయించాలి వచ్చారు ఈ రకంగా మన జయించాలకు ఎంతో అభివృద్ధికి పోవడానికి దోహదం చేస్తూ ఉంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు జగిత్యాలకు చేయాల్సి ఉన్నాయి కాబట్టి మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మున్ముందు కూడా అధికారంలో రావాలంటే ప్రభుత్వానికి తోడుగా కార్యకర్తలు అవసరం ఇప్పుడు నేను చెప్పిన సంక్షేమ పథకాలు చాలా కొన్ని అసలు వాస్తవానికి ప్రజలకు లబ్ధి పొందుతున్నాయి ఇంకెన్నో ఉన్నాయి మరి అలా కళ్యాణ లక్ష్మి పథకం ఉంది ఎంతోమంది దళితులు మైనారిటీలకు యాభై వేలు ఇచ్చారు అంతమంది ఎవరైనా బిడ్డలకం చేసుకుందామంటే కొద్దిగా పక్క కొత్త పదివేలు పుట్టకపో యాభై ఒక్క వేలు కట్టం లెక్కిస్తున్నది ప్రభుత్వం అది ఇవాళ డెబ్బై ఐదు వేలు చేసింది అది బీద ప్రజలకు ఇంట్లో అందాలి ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మరి ఈనాడు సభ్యత్వం తీసుకొని మన కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రభుత్వాన్ని బలపరిచి ఇంకెక్కువ చేసినట్టు చూడాలి ఇంకెక్కువ చేయాలంటే ప్రభుత్వం బలగూడాలి ప్రభుత్వం చేసేది ప్రజలకు పోవాలంటే అధికారులతో పాటు మన కార్యకర్తలు కూడా ముందు వాళ్ళకి పెంచిన వస్తలేదు మన కార్యకర్తలు రావాలి ఆఫీస్కి పోవాలి చేయించాలి పోలకు బీసీ కార్పొరేషన్ లోన్ వస్తలేదు పోవాలి కళ్యాణ లక్ష్మి బిడ్డలకం చేసుకున్నారు ఇంకా డబ్బులు రాలేదు ఎక్కడ అయిపోయిందో మనం చూడాలి ఎందుకంటే తెలిసి తెలియకొద్దరికి ఫామ్ నింపరాదు మీ సేవలు ఎట్లా అప్లై చేయాలో తెలియదు ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మన కార్యకర్తలకు మరి మన పార్టీ కార్యకర్తలను కూడా ఎలవెలలా ఆదుకుంటుంది ఇవాళ ఈ సభ్యత్వం ఎవరైతే చేస్తారో క్రియాశీల సభ్యత్వం వాళ్ళకు రెండు లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అదేవిధంగా సాధారణ సభ్యత్వం ముప్పై రూపాయలు చేసినా కానీ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉంది మరి యువకులు ఉత్సాహవంతులు మహిళలు మహిళా సంఘాల నాయకులు క్రియాశీల సభ్యత్వం చేసి వాళ్ళ పార్టీ దురదృష్టవశాత్తు చెప్పదు కానీ తాగిపల్లి గ్రామంలో మన పార్టీకి చెందిన యువకుడు నరేందర్ యాక్సిడెంట్ అయిపోతే రెండు లక్షల రూపాయలు మనం ఇప్పించిన పార్టీకి మన ఆరు లక్షలు అందుకోసం ఒకటి మన పార్టీని బలోపేతం చేయండి రెండవది పార్టీ కూడా మీ వెన్నట్టు ఉంటుంది మీకు ఏది అవసరం ఉన్నాయని ఇక్కడ స్థానిక నాయకులు మేమందరం కూడా మీ వెంట ఉంటాం మనం మమ్మల్ని మీరు బలపరచండి మేము మీ వెంట ఉండి సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తూ